నమస్కారం ఈరోజు మనం చెప్పబోయే పాఠ్యభాగం బహుపదులు మరియు కారణాంక విభజన దీనినే ఆంగ్లంలో పోలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ అని అంటారు ఈరోజు మనం ఇందులో మొదటి భాగం చెప్పుకుంటున్నాం ఈ పాఠ్యభాగం యొక్క పర్యావలోకనం చూద్దాం ఈ పాఠ్యభాగంలో మనం నేర్చుకున్న అంశాలు ఏమనగా బహుపదులు బహుపది యొక్క పరిమాణం మరియు గుణకం శూన్య బహుపది మరియు బహుపది శూన్య విలువలు ఈ అంశాలను నేర్చుకుంటాం ముందుగా బహుపదుల కోసం తెలుసుకుందాం దీనిని ఆంగ్లంలో పోల్నామియల్ అని అంటారు బిజీయ సమాసాలలో చరరాశుల ఘాతాంకాలన్నీ రుణేతర పూర్ణ సంఖ్యలుగా ఉంటే దానిని బహుపదులు అంటాము దీనిని ఉదాహరణల ద్వారా చూద్దాం ముందుగా ఎక్స్ ఇది ఒక బహుపది మరియు టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఇది కూడా ఒక బహుపది తర్వాత మనం చూసుకున్నట్టయితే three by x minus four ఇది బహుపది కాదు అంటే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఇది మరియు ఇది బహుపది మిగతా అంటే ఇది మరియు ఇది బహుపదులు కాదు ఎందుకనగా దీని యొక్క ఎక్స్పోనెంట్ మనకి రుణేతర పూర్ణ సంఖ్యగా ఉండదు అందుకు కారణంగా ఈ రెండు మనం పాలినామియల్ అంటే బహుపదులు అని అన్నము ఇప్పుడు మనం బహుపది యొక్క పరిమాణం మరియు గుణకం కోసం మాట్లాడుకుంటాం దీనిని ఆంగ్లంలో డిగ్రీ ఆఫ్ పాలినామియల్ మరియు కోషన్స్ అని అంటారు బహుపదిలో ప్రతి పదం స్థిరరాశి మరియు కొన్ని రుణేతర పూర్ణ సంఖ్యలు గతాంకాలతో కూడిన చరరాశుల లబ్ధాలుగా ఉంటాయి దానిలో స్థిర రాశిని చరరాశి యొక్క గుణకం అంటాము అదేవిధంగా పదాలలో గల చరరాశుల యొక్క గరిష్ట గతాంకాన్ని మనం బహుపది పరిమాణం అంటాము ఈ విషయాలను మనం ఉదాహరణల ద్వారా చూద్దాం మొదటిగా తీసుకున్న ఉదాహరణ ఏమంటే three x square plus seven x plus five ఇందులో మనం గమనించినట్టయితే ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం ఏంటంటే త్రీ మరియు ఎక్స్ యొక్క గుణకం ఏంటంటే సెవెన్ మరియు ఎక్స్ పవర్ జీరో యొక్క గుణకం ఏంటంటే ఫైవ్ అదేవిధంగా మనం పరిమాణం చూసినట్టయితే ఈ త్రీ ఎక్స్ స్క్వేర్ యొక్క పరిమాణం అంటే ఎక్స్ స్క్వేర్ యొక్క పరిమాణం ఏంటంటే టూ మరియు ఈ యొక్క ఎక్స్ యొక్క పరిమాణం ఏమిటంటే వన్ మరి దీని యొక్క పరిమాణం ఏంటంటే జీరో అన్నిట్లో గల పెద్దది ఏంటంటే టూ కనుక మనం ఈ బహుపది యొక్క పరిమాణం టూ అని చెప్పుకుంటాము తరువాత ఉదాహరణ చూద్దాం అదేంటంటే three x square y cube plus four x y plus seven ఇందులో మనం గమనించినట్టయితే ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ యొక్క ముందుగా ఉన్నది త్రీ అంటే ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ యొక్క గుణకం ఏంటంటే త్రీ అలాగే ఎక్స్ వై యొక్క గుణకం ఏంటంటే ఫోర్ అలాగే x power zero y power zero యొక్క గుణకం ఏంటంటే సెవెన్ అలాగే మనం ఇక్కడ పరిమాణం గమనించినట్టయితే మనం దీని యొక్క పరిమాణం గమనించినట్టయితే ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ అంటే టూ ప్లస్ త్రీ దీని యొక్క పరిమాణం ఫైవ్ ఇక్కడ గమనించినట్టయితే దీనిది టూ సో పెద్దగా ఉన్నది ఏంటంటే ఫైవ్ అందుకు కారణంగా ఈ బహుపది యొక్క పరిమాణం మనం ఫైవ్ అని చెప్పుకుంటాం ఈ విధంగా మనం బహుపది యొక్క పరిమాణం మరియు గుణకం వంటి అంశాల కోసం మాట్లాడుకోవచ్చు ఇప్పుడు మనం ఇంకొన్ని విషయాలను తెలుసుకుందాం మొదటిగా ఈ పట్టిక చూసినట్టయితే ఈ పట్టికలో మనకి బహుపది పరిమాణం బహుపది పేరు ఉదాహరణ వంటి అంశాల కోసం మాట్లాడుకుందాం మనం బహుపది పరిమాణం నిర్వచించబడదు అంటే దీనినే ఆంగ్లంలో అన్డిఫైన్డ్ నాట్ డిఫైన్డ్ అని చెప్తాము దాని యొక్క బహుపది పేరు ఏంటంటే శూన్య బహుపది అంటాము అంటే అది ఓన్లీ జీరోకి మాత్రమే చెప్తాము అలాగే బహుపది పరిమాణం సున్నా అని చెప్తాము అది దేనికంటే స్థిర బహుపది అంటాము దీనిని ఆంగ్లంలో కాన్స్టెంట్ అని చెప్తారు దాని యొక్క ఉదాహరణలు మనం చూస్తే minus twelve five three by four a యొక్క అంకెను ఏ యొక్క సంఖ్యను తీసుకున్నా మనం అది స్థిర బహుపది అని చెప్పుకోవచ్చు అలాగే బహుపది పరిమాణం ఒకటి అని చెప్తే ఆ బహుపది యొక్క పేరు సరళ బహుపది అంటారు లేదా చిరరాశిలో గల రేఖీయ బహుపది అని అంటారు దాని యొక్క ఉదాహరణలు మనం చూస్తే x minus twelve seven x plus eight అంటే ఏదైనా ఏఎక్స్ ప్లస్ బి అనే పద్ధతిలో ఉంటే దాన్ని మనం సరళ బహుపది అని అనొచ్చు ఇక్కడ ఏ మరియు బిలు స్థిర వాల్యూలు అంటే స్థిర విలువలు ఇక్కడ ఏవైనా కాన్స్టెంట్స్ మనం తీసుకోవచ్చు దేనికైనా బహుపది పరిమాణం రెండు ఉంటే దానిని మనం వర్గ బహుపది అని అంటాము దాని యొక్క ఉదాహరణ మనం చూస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ లేదా ఏదైనా బహుపది a x square plus b x plus c అనే ఫామ్లో ఉంటే దాన్ని మనం వర్గ బహుపది అంటాము మరియు దీని యొక్క బహుపది పరిమాణం ఎంత అంటే టూ అని చెప్తాము అలాగే దేని యొక్క బహుపది పరిమాణమైన త్రీ అని ఉంటే దానిని మనం ఘన బహుపతి అంటాము దీనిని యొక్క ఉదాహరణ చూసుకున్నట్టయితే మనకి three x cube plus two x square plus five x plus seven అంటే ఏదైనా ఒక బహుపది a x cube plus b x square plus c x plus d అనే ఫామ్లో ఉంటే దాన్ని మనం ఘన బహుపది అని చెప్పుకోవచ్చు ఈ విధంగా మనం బహుపది పరిమాణం ద్వారా దాని యొక్క పేర్లను చెప్పుకోవచ్చు తరువాత మనం నేర్చుకోవాల్సినది ఏంటంటే శూన్యేతర పదాల సంఖ్య మరియు బహుపది పేరు ఉదాహరణ పదాలు మనం గమనించినట్టయితే శూన్యేతర పదాల సంఖ్య దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనం ఈ యొక్క బహుపది తీసుకున్నట్టయితే ఇందులో మనకి three x cube plus two x square plus five x plus seven ఉంది అంటే ఇందులోన ఉండే పదాలు ఏమంటే త్రీ ఎక్స్ క్యూబ్ మరియు టూ ఎక్స్ స్క్వేర్ మరియు ఫైవ్ ఎక్స్ మరియు సెవెన్ ఇందులో ఉన్న పదాలు ఎన్ని అంటే నాలుగు ఈ విధంగా మనం శూన్యేతర పదాల సంఖ్య దీని యొక్క శూన్యేతర పదాల సంఖ్య అంటే ఫోర్ అని చెప్పవచ్చు ఇప్పుడు మనం గమనించినట్టయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఇందులోనూ మనకి ఉండే పదాలు ఏమనగా ఎక్స్ స్క్వేర్ మరియు టూ దీని యొక్క శూన్యేతర పదాల సంఖ్య ఏమంటే టూ అని చెప్పవచ్చు ఈ విధంగా మనం శూన్యేతర పదాల సంఖ్య అని చెప్పుకుంటాము ఇప్పుడు మనం గమనించినట్టయితే శూన్యేతర పదాల సంఖ్య ఒకటి ఉంటే ఆ యొక్క బహుపది పేరు మనం ఏకపది అని చెప్తాము దాని యొక్క ఉదాహరణ మనం గమనించినట్టయితే టూ ఎక్స్ లేదా త్రీ ఎక్స్ లేదా ఎక్స్ లేదా ఏదైనా ఒక స్థిర బహుపతిని కూడా మనం ఏకపది అని చెప్పుకోవచ్చు దీనిలో ఉన్నటువంటి పదాలు ఏమనగా టూ ఎక్స్ అలాగే శూన్యేతర పదాల సంఖ్య రెండు ఉండేదానిని మనం ద్విపది అంటాము దీని యొక్క ఉదాహరణ చూస్తే త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ లేదా ఇక్కడ ఉన్నటువంటి x minus twelve seven x plus eight మరియు ఇది కూడా ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ వీటన్నిటిని మనం ద్విపది అంటాము ఇందులో మనం పదాలను గమనించినట్టయితే త్రీ ఎక్స్ మరియు ఫైవ్ అలా కాకుండా శూన్యేతర పదాల సంఖ్య మూడు ఉంటే దాన్ని మనం త్రిపది అంటాము ఇక్కడ మనం గమనించినట్టయితే two x square plus five x plus seven ఇందులో మనకి మూడు పదాలు ఉన్నాయి అందుకు మనం దీనిని త్రిపది అంటాము ఇందులో ఉన్నటువంటి పదాలు మనం గమనించినట్టయితే two x square five x మరియు సెవెన్ అలా కాకుండా మూడు కన్నా ఎక్కువ ఉంటే అంటే శూన్యేతర పదాల సంఖ్య మూడు కన్నా ఎక్కువ ఉంటే దాన్ని బహుళ పది అంటాము దాని యొక్క ఉదాహరణ మనం గమనించినట్టయితే three x cube minus two x square plus five x plus seven ఇందులో మనం గమనించినట్టయితే నాలుగు ఉన్నాయి నాలుగు పదాలు ఉన్నాయి అందుకు దీనిని బహుళపది అని అంటాము ఇక్కడ మనం ఇంకో సూచన చెప్పుకోవాలి ఆ సూచన ఏమనగా ఏదైనా బహుపది ఒక బహుళపదిగా అవ్వవచ్చు కానీ బహుళపది బహుపది అవ్వాల్సిన అవసరం లేదు ఈ సూచన మనం జాగ్రత్తగా గమనించాలి ఈ విధంగా మనం బహుపది పరిమాణం ద్వారా వచ్చేటటువంటి బహుపది యొక్క పేరు మరియు శూన్యేతర పదాల సంఖ్య ద్వారా వచ్చేటువంటి బహుపది పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు చెప్పుకునేది శూన్య బహుపది దీనినే ఆంగ్లంలో జీరో పోల్నామిల్ అని అంటారు ఒక బహుపదిలో అన్ని గుణకాలు సున్నాలు అయితే దానిని శూన్య బహుపది అంటారు మనం గమనించినట్టయితే సాధారణంగా ఒక బహుపదిని తీసుకుందాం అంటే ఇది సాధారణంగా మనం రాసుకుంటాము ఏంటంటే అది a n x power n plus a n minus one x power n minus one plus n so on a one x plus a zero అని చెప్పుకుంటాము ఇందులో ఎక్స్ అనేది వేరియబుల్ మరియు a n a n minus one a n minus two a one a zero వీటన్నిటిని మనం కాన్స్టెంట్స్ అని అంటాము దీని యొక్క అర్థం ఏమనగా ఈ శూన్య బహుపది యొక్క అర్థం ఏమనగా ఇక్కడ మనం రాసుకున్నటువంటి గుణకాలు అంటే ఏంటి ఏఎన్ ఏఎన్ మైనస్ వన్ వీటి అన్నిటిని అంటే వారు చెప్పిన అర్థం ప్రకారం ఏఎన్ మరియు ఏఎన్ మైనస్ వన్ ఇవి అన్నీ సున్నాకి ఈక్వల్ అవ్వాలి అప్పుడే మనం ఈ యొక్క బహుపదిని మనం శూన్య బహుపది అని చెప్పుకుంటాము a one equals to a not equals to zero మనం గమనించినట్టయితే వీటన్నిటిని గుణకాలు అంటాము ఈ గుణకాలు అన్ని సున్నాకి ఈక్వల్ అయితే దానిని శూన్య బహుపది అని చెప్పుకుంటాము ఇప్పుడు మనం చెప్పబోయే అంశం మరియు ఇంపార్టెంట్ అంశం బహుపది శూన్య విలువలు దీనినే ఆంగ్లంలో జీరోస్ ఆఫ్ పాలినామియల్ అంటారు మనం శ్రద్ధగా గమనించాలి మనం సాధారణంగా ఎక్స్ చరరాశితో కూడిన బహుపది p of x equals to zero అయినప్పుడు ఎక్స్ను బహుపది యొక్క శూన్య విలువ అంటారు ఇది కూడా మనం ఉదాహరణ ద్వారా చూద్దాం మొదటి ఉదాహరణ ఏంటంటే p of x equals to x square plus five x plus four మనం గమనించుకుంటూ పోవాలి ముందుగా దీని యొక్క బహుపది శూన్య విలువలు కనుక్కోవడానికి మనకి కొన్ని పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతిలో మనం తర్వాత తెలుసుకుంటాము మనకి తెలియనప్పుడు ముందుగా మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే మనము ఎక్స్ యొక్క స్థానంలో ఒక్కొక్క సంఖ్యను పెట్టి మనం ఎక్కడైతే ఆ యొక్క p of x value zero వస్తుందో ఆ ఎక్స్ వాల్యూని మనం శూన్య విలువ అంటాము ఇప్పుడు మనం గమనిస్తాం ఇక్కడ మనం కనుక్కుందాం ఏంటంటే p of one p of one కనుక్కున్నట్టయితే మనకి ఎంత వస్తుంది అంటే ఎక్స్ స్క్వేర్ అంటే one square plus four five x అంటే ఫైవ్ ప్లస్ ఫోర్ అంటే దీని యొక్క విలువ మనకి టెన్ అని వచ్చింది అంటే వన్ అనేది ఈ బహుపది యొక్క శూన్య విలువ కాదని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు అలాగే మనం పి ఆఫ్ మైనస్ వన్ ని గమనిద్దాం పి ఆఫ్ మైనస్ వన్ ని గమనించినట్టయితే ఎక్స్ స్క్వేర్ అంటే వన్ ప్లస్ ఫైవ్ ఎక్స్ అంటే మైనస్ ఫైవ్ ప్లస్ ఫోర్ ఇది మనకి జీరో అయింది అంటే p of minus one zero అయింది కాబట్టి మైనస్ వన్ అనేది దీనికి శూన్య విలువ అని చెప్పొచ్చు అలాగే మనం గమనించినట్టయితే పి ఆఫ్ మైనస్ ఫోర్ చూసుకున్నట్టయితే మైనస్ ఫోర్ స్క్వేర్ అంటే సిక్స్టీన్ మైనస్ ఫైవ్ ఎక్స్ అంటే మైనస్ ట్వంటీ ప్లస్ ఫోర్ అంటే ఇది కూడా మనకి జీరోకి ఈక్వల్ అవుతుంది కనుక దీని యొక్క శూన్య విలువలు ఏంటంటే మైనస్ వన్ మరియు మైనస్ ఫోర్ ఈ విధంగా మనం చెప్పుకుంటాం అలాగే ఇంకో ఉదాహరణ చూద్దాం ఇది సులువైన ఉదాహరణ ఇది మనం చూసినట్టయితే p of x equals to two x minus one దీనినే మనం ఈక్వల్స్ టు జీరో చేసి ఎక్స్ యొక్క వాల్యూ చెప్పేయచ్చు మనం చూసేగానే ఇది దీని యొక్క అంటే పి ఆఫ్ హాఫ్ ఇవి కనుక్కుంటే మనకి ఏమైనా వస్తుందో చూద్దాం అంటే two into one by two అంటే one minus one equals to zero అని వస్తుందని చెప్పుకోవచ్చు ఈ విధంగా మనం దీని యొక్క శూన్య విలువలు హాఫ్ అని చెప్పుకోవచ్చు మనం దీని నుంచి ఇంకో విషయం చెప్పుకోవచ్చు అదేంటంటే ఏదైనా మనకి ఒక బహుపది పిఆఫ్ఎక్స్ అనేది ఏఎక్స్ ప్లస్ బి అనే ఫామ్లో ఉందనుకుంటే ఏఎక్స్ ప్లస్ బి దీని యొక్క శూన్య విలువ చెప్పుకోవడం మనకి సులువుగా వచ్చేస్తుంది అదేంటంటే దీని యొక్క శూన్య విలువ in minus b by a ఈ విధంగా మనం సరళ బహుపదికి శూన్య విలువను సాధారణంగా చెప్పుకోవచ్చు ఈ విధంగా మనం బహుపది శూన్య విలువల కోసం చెప్పుకుంటాము దీనిని ఎలా కనుక్కోవాలో తరువాతి భాగంలో మనం నేర్చుకుంటాము దీన్ని కనుక్కోవడానికి మనకి పద్ధతులు కూడా ఉంటాయి ఆ పద్ధతులను కూడా నేర్చుకుందాము ఈ పాఠ్యభాగం యొక్క సారాంశం సమ్మర్ ఈ పాఠ్యభాగంలో మనం బహుపదులు బహుపది యొక్క పరిమాణం మరియు గుణకం శూన్య బహుపది బహుపది శూన్య విలువలు వంటి అంశాలను గురించి తెలుసుకుందాం తరువాతి భాగంలో మిగిలిన అంశాలను చూద్దాం ఈ లోప మనం ఒక పని చేయాలి అదేంటంటే శూన్య బహుపది మరియు బహుపది శూన్య విలువలో ఉన్న తేడాలను ఖచ్చితంగా గమనించాలి పదజాలం వొకాబులరీ ఈరోజు మనం రెండు కొత్త పదాలను తెలుసుకుందాం మొదటివది వివిడ్ అంటే స్పష్టమైన మరియు రెండవది డ్రెంచ్ అంటే తడిపివేయు అంటే తడిసిపోయాను ధన్యవాదములు